말을 సాయంత్రం ఎనిమిదిన్నర గంటలకు మేము తనిఖీ చేసుకుంటా మద్దూరు బిట్టు రాళ్ళ బండలవంక ప్రదేశానికి పోయినాము అక్కడ ఒక లారీ వచ్చేసి ఫారెస్ట్ లోపల ఉండింది మేము ఎందుకుంది ఆగింది అని చెప్పి లోపల పోయి చెక్ చేస్తే అది టైర్లు పంచర్ అయిపోయి కదలేని పరిస్థితిలో ఉండింది తర్వాత మా రేంజ్ ఆఫీసర్ గారు కూడా వచ్చినారు అంతా పోయిన తర్వాత దాంట్లో తనిఖీ చేస్తే ఎర్రచందనం దొంగలు ఉన్నాయి అవి కిందికి దించి అన్లోడ్ చేసి మొత్తం చూడంగా రెండు వందల ముప్పై మూడు దొంగలు కనబడ్డాయి రాత్రి అంతా ముద్దాయిల కోసము ఆ చుట్టుపక్కలంతా గాలించినాము ఎవ్వరు దొరకలేదు కాబట్టి వాటిని తీసుకొని రాజ సిద్ధవటం రేంజ్ ఆఫీసు తీసుకొని వచ్చినాం రేంజ్ ఆఫీసర్ గారు మేము ముప్పై లక్షలు ఉండొచ్చు అది ఇక్కడ లోకల్ వాళ్ళు అయితే కాదు ముద్దాయిలు దొరికితే గేట్లు చెప్పేటోళ్ళము బయట నుండి వచ్చారు ఇది బాలాయపల్లి చెక్ సీసీ కెమెరాలో ఫీడ్ అయింది బాలాయపల్లి అక్కడి నుంచి అక్కడి నుంచి వచ్చినట్టు మూమెంట్ ఉంది లారీ పులిలు ఏం ఎవరు ముద్దాయిలు ఎవరు దొరకలే మా పై ఆఫీసర్లు ఎంక్వైరీ చేస్తున్నారా అది విషయం మీ పేరు సార్ నా పేరు షకీల్ అహ్మద్ సెక్షన్ ఆఫీసర్ కొండూరు ఎక్కువ స్లాబ్ అవుతుంది మ్యాక్సిమం ఇచ్చేస్తారు ఈ చెక్ పోస్ట్లో కూడా ఆపలేదు సిద్ధోటం ఆపేదని ప్రయత్నం చేసి ఆగలేదు అక్కడి నుంచి వెంబడించిపోయినాము